నారాయణపేట్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది మరికల్ మండలం తీలేరులో మట్టి పెళ్లలు కూలి ఎనిమిది మంది ఉపాధి హామీ కూలీలు చనిపోయారు మట్టి పెళ్లల కింద మరికొంతమంది కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఘటనా స్థలంలో కూలీల బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు నారాయణపేట్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది మరికల్ మండలం తీలేరులో మట్టి పెళ్లలు కూలీ ఎనిమిది మంది ఉపాధి హామీ కూలీలు చనిపోయారు మట్టి పెళ్లల కింద మరికొంతమంది కూలీలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఘటనా స్థలంలో కూలీల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు